రిటర్న్ అయిన తర్వాత మా డబుల్ తో యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చాయి అప్పుడు ఎలా అనిపించింది లేదండి లైఫ్ లో we have to fight back బ్రతుకున్నాను కదా ఉపరి ఉంది కదా కోవిడ్లో మంది చచ్చిపోయారు ఇంకా జీవితం ఉంది కదా వి షుడ్ ఫైట్ చా చచ్చే వరకు we should fight we should work మా వర్క్ అన్ని రిప్లై రిప్లైలు ఇస్తుందండి రిలీజియన్ అనేది కూడా ఒకటి రీజన్ అంత ఇది అవ్వటానికి కూడా లేదండి religion is a very personal thing మీరు hmm. దేన్ని బిలీవ్ చేస్తారు బిలీవ్ చేసుకునండి ఇది వచ్చేసి మీరు కామెంట్స్లో ఏదైనా గొప్పగా చెప్పి అమ్మాయిని టార్గెట్ చేస్తే ఫ్యామిలీని టార్గెట్ చేస్తే చాలా తప్పు కదా నాకు ఇప్పుడు హిందూ గాడ్ మీద కూడా ఎంత బిలీఫ్ ఉందంటే అంత బిలీఫ్ ఉంది ముస్లిం గాడ్ మీద ఎంత బిలీఫ్ ఉంది అంత బిలీఫ్ ఉంది నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో twelve years of my life అక్కడ కూడా నేను ప్రతిరోజు ట్వెల్వ్ ఇయర్స్ నేను స్కూల్ కాంపౌండ్ ఎంటర్ అవుతే ఫస్ట్ చర్చ్కి పోయి పోయి తర్వాత నా క్లాస్ రూమ్కి పోయాను అందుకే వాళ్ళు నేను అంత స్ట్రాంగ్ ఉన్నాను every day I have gone to the church first నాకు అది ఎవరు నేర్పించలేదు నాకు అట్లా అనిపించింది నేను స్కూల్లో ఫస్ట్ చాపిల్కి వెళ్ళి చాపిల్ తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళాలి సెయింట్ యాన్స్లో నేను చదివాను సెయింట్ యాన్స్ ఎంజీ రోడ్ బ్యాంగ్లో సో నాకు అన్ని దేవుళ్ళు అంతే అంటే ఇష్టం ఇప్పుడు నేను నేను ఇప్పుడు ప్రతిసారి నన్నే నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి నా రిలీజన్ ఏంటి నేనేం ఫాలో అవుతాను అది నా పర్సనల్ చాయిస్ అండి నేను ఇది చేస్తున్నాను మీరు కూడా ఇది చేయండి నేను చెప్పట్లేదు సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ మీ లైఫ్లో మీరెంత పర్ఫెక్ట్గా ఉన్నారో మీరు చూసుకోవాలి వేరే వాళ్ళ మీద కంటిన్యూస్గా ఎందుకు హీల్ పెట్టారు సో నాకు ఇందాక ఏం ఏం చేస్తుండే అంటే ఇందాక they will be talking like anything రాస్తారు ఎనీథింగ్ క్రియేట్ uh, చేస్తారు బట్ ఇప్పుడు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను కొంతమందికి చాలా గట్టిగా జవాబు ఇచ్చినాను దాని తర్వాత ఎవరు నా సంగతికి రావట్లేదు రైట్ ఓకే ఆలోచించుకోవాలి రెండు సార్లు నేను hmm. ఎవరు సంగతికి వెళ్ళానండి నాకు ఓన్లీ నా వరకు నేను నా వరకు వరకు నేను చాలా సాటిస్ఫైడ్గా ఉంటాను బట్ నా వరకు వచ్చి మీరు తప్పుగా రాస్తే నా లీగల్ టీం మిమ్మల్ని వదలదు hmm. జాగ్రత్త <laughs> మీకు లైఫ్లో బాగా సపోర్ట్ అంటే ఎవరు మదరా ఫాదర్ నా హస్బెండ్ నా మదర్ నా ఫాదర్ అందరు they very strong system because they know about me each and every నా అమ్మకి నేను పుట్టాను నా హస్బెండ్తో నేను సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఏజ్ ఉండేది అప్పటి నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఏదన్నా ఆ క్యూట్ లవ్ స్టోరీ షేర్ చేయగలుగుతారా హీస్ అ సర్జన్ నేను మణిపాల్ హాస్పిటల్లో I went for doctors day to attend doctors day attend అవ్వడానికి వెళ్ళాను అండ్ um, ఒక సిక్స్ టు టెన్ బయట నుంచి మోడల్స్ అప్పుడు నేను మోడలింగ్ చేస్తుండే and I been to walk the ramp నాకు only sixteen and half age okay fifteen years back I have met him so అప్పటి నుంచి ఇవాళ ప్రతిరోజు ఈవినింగ్ తను లేకుండా నేను ఉండను బెంగళూరులో ఉంటే మీరెక్కడున్నారు మీరెక్కడున్నారు సినిమా వెళ్దామా అది వెళ్దామా తన జొతగే ఉంటాను నాకు ఫ్రెండ్ కూడా తనే ఒకలాగా నాకు నా తండ్రి నా అమ్మ తర్వాత నా తండ్రి కూడా నా హస్బెండే నా అమ్మ కూడా నా హస్బెండే నా మామ కూడా నా హస్బెండే నా నా నాన్న కూడా నా హస్బెండే అన్నీ నా హస్బెండే నా దోస్త్ కూడా నా హస్బెండే నా అన్న కూడా నా హస్బెండే నా చెల్లి కూడా నా హస్బెండే నా నా హస్బెండ్ అంటే అంత all-rounder he's first like you know నా హస్బెండ్ వచ్చేసి నాకు ఫస్ట్ ఒక ఫాదర్ ఫిగర్ లాగా Hmm. నాకు అంత క్లోజ్ ఉన్నారు మీరు చెల్లి అన్న టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నిక్కి తన లైఫ్లో మూమెంట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు I'm very happy for her today చాలా బాగా సెటిల్ అయ్యారు ఓకే నేను ఒకటి విన్నానండి తన మ్యారేజ్ టైంకి మీ డెలివరీ అవ్వటము so exactly so night two twenty two తన ముహూర్తము మార్నింగ్ సిక్స్ థర్టీ త్రీ నా బేబీ ముహూర్తము oh, నాది C section okay nineteenth May morning six thirty three నాకు తను పుట్టాడు hmm. తను ముహూర్తం వచ్చి night two twenty two so ఇది అవ్వగానే అడ్మిట్ అయిపోయారు లేదు అవగానే లేదు తను చెన్నైలో ఉంది నేను బెంగళూరులో ఉంది నైన్ మంత్స్ ఫుల్గా కడుపు పెట్టుకొని ఎట్లా వెళ్తారండి ten hours by road Bengaluru నుంచి సో అటెండ్ అవ్వలేదు అవ్వలేదు సో ఎట్లా సాధ్యం ఉంటుంది okay it's not possible no nine months full ఉన్నారు సపోజ్ ఆన్ ద వే పోతే వాటర్ బ్రేక్ అవుతే రైట్ సో అండ్ ప్లస్ తన ముహూర్తం కూడా nineteenth May morning six thirty త్రీకి వచ్చింది మా బాబు వచ్చి ముహూర్తం బేబీ సి సెక్షన్ కాబట్టి ముహూర్తం చూసినే చేశాం అట్లైనా సి సెక్షన్ బికాస్ కొద్దిగా బరువు గుండె బేబీ hmm, hmm. సో బరువు గుండె కాబట్టి సి సెక్షన్ కాబట్టి ఏమీ రిస్క్ వద్దు కంపల్సరీ సి సెక్షన్ చాయిసే లేదు నార్మల్ డెలివరీకి నేను డాక్టర్ చెప్పేశాడు బరువు గుండాడు ఇట్స్ నాట్ పాసిబుల్ స్మూత్గా నార్మల్ డెలివరీ సో ముహూర్తం బేబీ కాబట్టి ఆ రోజే ముహూర్తం కూడా వచ్చింది బెస్ట్ గా అవార్డు కూడా తీసుకున్నారు నెగిటివ్ రోల్ రోల్లో కదండి ఇంకొకటి Limca book of the record ఉందంట దేనికి సంబంధించింది that is for cycling cycling ya one naught eight hours of cycling ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము చేసాము ya continuous one naught eight hours okay ya so అందులో మేము కొట్టాము రికార్డ్స్ కొట్టాము యోగా పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు ఎస్ ఎస్ సపరేట్ గా ఒక యోగాకి సంబంధించి స్టార్ట్ చేశారు అని చెప్పేసి అవును కోవిడ్ ముందు స్టార్ట్ చేసాము కోవిడ్ కోవిడ్ వల్లే క్లోజ్ అయిపోయిందండి యా యా కోవిడ్ వల్ల చాలా క్లోజ్ అయిపోయింది కదా లైఫ్ చేంజ్ అయింది త్రీ ఇయర్స్ సస్టైన్ చేయలేదు క్లోజ్ చేసేసి so be give up during Covid మీలానే సేమ్ మీ ఫాదర్ కూడా అందరినీ నమ్ముతారు hmm. దానివల్ల కొన్ని హడిల్స్ ఫేస్ చేశారు hmm. అన్నది ఫైనాన్షియల్గా కరెక్టేనా hmm. ఇది నార్మలే కదా ఇంట్లో ఉంటారు అట్లా అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి మీరు ఈ స్టేజ్లో ఉండటానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి I have work very hard అంటే లైక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ మీకు లగ్జరీ కనిపిస్తుంది కానీ hmm. మేము పడే కష్టము సగం కడిపి తిందామండి షూటింగ్ కూడా ఉంటే we eat only half stomach so that బరువు కాకూడదు literally first point second point we work for twelve hours we work for fourteen hours నాకు ఎట్లా హెక్టిక్గా ఉందంటే సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయి థర్టీ నైన్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి పరిగెత్తి మళ్ళీ next day morning six thirty shoot చేసుకొని మళ్ళీ మరో రోజు చెన్నైలో ఎక్కడో షూటు మళ్ళీ మరో రోజు మహాబలిపురంలో shoot so without any sleep మా ట్రావెలింగ్లోనే కార్లోనే నిద్రపడి అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి నేనే కాదు నాతో నా హెయిర్ నా మేకప్ ఆర్టిస్ట్ అందరూ ట్రావెల్ అవుతారు మేడం మీ ఎనర్జీ మేము మ్యాచ్ చేయలేము హెయిర్ మేకప్ ఆర్టిస్ట్లు చేంజ్ అయిపోయారు టైర్డ్ అయిపోయి hmm. అట్లాంటి రోజులు ఉన్నాయి బట్ ఆల్ చేంజ్ అవుతారు ఇప్పుడు ఆర్టిస్ట్ కమిట్ అవుతే ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి చేంజ్ అవుతారు సో లిటరలీ అంత కష్టపడ్డాం అండ్ స్వర్ణకడ్గం ఇట్సెల్ఫ్ నా లెగ్స్ ఇంజురీస్ కానీ ఫీట్ ఇంజురీ కానీ హార్స్ రైడింగ్ నేర్చుకోవడం కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇట్ వాస్ నాట్ ఈజీ కత్తి తిప్పడం కానీ రిస్ట్ ఇంజురీ కానీ ఆ ఇంజురీస్ పెట్టుకొని షూట్ చేయడము ఓకే అండ్ హైదరాబాద్ ఎండా only fifty fifty five degrees అప్పటికి సమ్మర్ సో అన్ని life is not easy as artist మీకు నేర్చుకున్నారా హార్స్ రైడింగ్ కూడా కంప్లీట్లీ నేర్చుకున్నాను కదా ఓకే ఏవైనా ఫేస్ చేసారా ప్రాబ్లమ్స్ ఆ టైంలో తీసుకెళ్ళిపోయిందండి horse evening five thirty six ఉంటే ఇట్లా మేము షూటింగ్లో ఇట్లా రౌండ్ రౌండ్ పోతుంటే హార్స్ ఇల్లు ఈ పక్కన ఉంది ఎక్కడో four kilometers okay five thirty evening అయితే హార్స్కి నీరసం వస్తే హార్స్కి సంజన కూర్చునిందా ఫైట్ స్టంట్ మాస్టర్ కూర్చున్నాడా ఐశ్వర్యరాయ్ కూర్చునిందా అవన్నీ కాదు హార్స్కి తనే పోవాలి తీసుకొని అర్జెంట్గా తీసుకెళ్ళిపోయారు ఫాస్ట్గా నేను ఏదో తన్ని ఏదో హగ్ చేసుకొని అట్లా గట్టిగా పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను మేనేజ్ చేశాను అప్పటికి ఏమైనా నేర్చుకున్నారా నేను ఫుల్గా నేర్చుకున్నాను బట్ uh, తనకి చికాగో uh, uh, వస్తే ఇట్స్ అనిమల్ అండ్ ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం ఏంటి లైక్ లిటరలీ తనకి ఎంతో హార్స్ పవర్ ఉంటుంది కదా